hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates జగన్పై విపక్షాల మైండ్ గేమ్ ఈ లాజిక్ మర్చిపోతే ఎలా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుతో జగన్మోహన్ రెడ్డి పైన మైండ్ గేమ్ మొదలైంది ఎవరినో లాబీయింగ్కు దింపారని తొందరలోనే అరెస్ట్ ఖాయమనే భయం మొదలైందని టీడీపీ జనసేన ఎల్లో మీడియా ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి భాస్కర్ రెడ్డి అరెస్టుతో తొందరలోనే ఎంపీ అరెస్టు కూడా తప్పదంటూ జోస్యాలు మొదలుపెట్టేశారు సునీత పోరాటానికి ఇప్పుడే కాస్త న్యాయం జరిగినట్లుగా టీడీపీ జనసేన నేతలతో పాటు ఎల్లో మీడియా కూడా ప్రచారం మొదలుపెట్టింది ఈ ప్రచారం ఎంత దాకా వెళుతోందంటే అవినాష్ అరెస్టుతో ఆగదని తాడేపల్లిలోని చివరి వ్యక్తి అరెస్టు తప్పదని చెప్పేంతగా తాడేపల్లి ప్యాలెస్లో జగన్ అరెస్టు కూడా తప్పదని డైరెక్ట్గా చెప్పకుండా తాడేపల్లిలోని చివరి వ్యక్తి అరెస్టు దాకా వెళుతుందని మాత్రమే చెబుతున్నారు జగన్ను సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తుందని అడిగితే మళ్ళీ సమాధానం చెప్పడం లేదు వీళ్ళ కోరిక ఏంటంటే సిబిఐ జగన్ను కూడా తొందరగా అరెస్ట్ చేయాలని వివేక మర్డర్ కేసుకు జగన్కు లింక్ పెట్టేసి మాట్లాడేస్తున్నారు జగన్కు అత్యంత సన్నిహితుడైన అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డే మర్డర్లో కీలక పాత్రధారులు కాబట్టి జగన్కు కూడా సంబంధాలు ఉంటాయని ఎవరికి వాళ్ళుగా అనేసుకుంటున్నారు మళ్ళీ ఆ విషయాన్ని సూటిగా చెప్పేందుకు జంగుతున్నారు ఈ నేపథ్యంలోనే తాడేపల్లి చివరి వ్యక్తి అరెస్టు దాకా వెళుతుందని మాత్రం గోల చేస్తున్నారు ఎల్లో మీడియాలో రాతలు కూడా దాదాపు ఇలాగే ఉంటున్నాయి ఎల్లో మీడియాకు జగన్కు మధ్య మార్గదర్శి విషయంలో వారు జరుగుతున్న విషయం తెలిసిందే తమపైనే చీటింగ్ కేసులు ఓపెన్ చేయించి సిఐడితో విచారణ చేస్తారా అనే కసిని భాస్కర్ రెడ్డి అరెస్టు వార్తలు కథనాల కవరేజీ రూపంలో చూపింది వివేకా కేసులో నుండి బయటపడేయమని లాబీ మాస్టర్ విజయ్ కుమార్ను జగన్ ఆశ్రయించారని ప్రచారం మొదలుపెట్టింది న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో విజయ్ కుమార్ దిట్టగా పేరుందట అయితే ఎల్లో మీడియా మర్చిపోయిన విషయం ఏంటంటే నిజంగానే లాబీ మాస్టర్ అంత దిట్ట అయితే ఇంతకాలం జగన్ ఎందుకు ఆయన రంగంలోకి దింపలేదు కేసును మొదట్లోనే అణగదొక్కేటట్లుగా చూసుండేవారు కదా లాబీయింగ్ ద్వారా న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చని ఎల్లో మీడియా తేల్చేయడమే ఆశ్చర్యంగా ఉంది